ఊహించే ఆట ఆడడం ద్వారా పిల్లలకు సంఖ్యల మీద మంచి సాధనతో కూడిన అవగాహన వస్తుంది. మీరు ఒక సంఖ్యను ఆలోచించి, దానికి సరిపడిన ఆధారాలను పిల్లలకు ఇచ్చి, ఆ సంఖ్య ఏమిటో కనుగొనమనండి. మీరు తొమ్మిది సంఖ్యను ఎంచుకున్నారు అనుకోండి. మీరు పిల్లలకు సంఖ్య ఎనిమిది మరియు పది మధ్య ఉంటుంది అని ఆధారం ఇవ్వచ్చు ఒకవేళ పిల్లలకు ఇంకా ఆధారాలు కావాలంటే మీరు ఆ సంఖ్య యొక్క పదం, మీది అనే పదం ఒకే ప్రాసలో వినిపిస్తాయి అని చెప్పవచ్చు. వారు సరిగ్గా సంఖ్య కనుగొనే వరకు మీరు మరిన్ని ఆధారాలు ఇవ్వవచ్చు. ఈ ఆట ఆడడం ద్వారా పిల్లలకు సంఖ్యలపై ఉన్న అవగాహన మరింత పెరుగుతుంది